నమస్తే మన ఛానల్ హమార్ గుడ్లకి స్వాగతం ఈరోజు నేను మీకు వాటర్ ప్రూఫ్ షూస్ చాలామంది వాటర్ షూస్ ఏంటి వాటర్ ప్రూఫ్ ఏంటి అనుకోవచ్చు ఎవరైతే ట్రెక్కింగ్ ఈ మౌంటైనింగ్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది నేను వాటర్ ప్రూఫ్ షూస్ తీసుకున్నాను అనమాట అసలు ఇవి ఎలా పనిచేస్తాయి ఏ లెవెల్ దాకా పనికి చేస్తాయి అని చెప్పి చూపిద్దామని నేను మీకు ఈ వీడియో స్టార్ట్ చేశాను ఇదే వాటర్ ప్రూఫ్ షూస్ ఇది సోల్ వచ్చి చాలా హార్డ్గా ఉంటుంది ఇది యాక్చువల్లీ మౌంటింగ్ ట్రెక్కింగ్ పర్పస్కి బాగా యూజ్ చేస్తాను అనమాట ప్రజెంట్ నేను మీకు ఇప్పుడు ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి ఇది హీల్ ప్రొడక్షన్ అనమాట నకిల్ ప్రొడక్షన్ అనమాట ఇది యాక్చువల్లీ ఈ లెవెల్ వరకు వాటర్ ప్రూఫ్ అనమాట ఈ లెవెల్ దాటకుండా ఈ లెవెల్ వరకు మీరు వాటర్ వెళ్ళినా షూస్లోకి వాటర్ ఎంటర్ ఇది నేను మీకు ఇప్పుడు టెస్టింగ్ కూడా చూపిస్తాను ఇది చూసారా హార్ట్ సోల్ చిన్న చిన్న స్టోన్స్ కానీ అని హిట్ చేసినా కూడా దీనికి ఏమీ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇదొకటి చూపిస్తాను చూడండి స్టిల్ ఏ మాత్రం స్క్రాచ్ కానీ ఏమీ లేదు నేను ఇప్పుడు ఇది వేసుకుని దీన్ని వాటర్లో ముంచి నా కాలు తడుస్తుందా లేదా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది యాంకిల్ సపోర్ట్ అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా మౌంటైన్ ట్రెక్కింగ్ చేసినప్పుడు కొంచెం స్లిప్ అయినా కూడా మన కాలు వెనకుండా ఇది సపోర్ట్ ఇస్తుంది అనమాట యాక్చువల్లీ దగ్గర డెకట్టాన్లో తీసుకున్నాను నేను లింక్స్ కింద పెడతాను మీరు దాన్ని చూసి అక్కడ పర్చేస్ చేయొచ్చు ఈ లేజర్ని బట్టే వాటర్ వెళ్ళకుండా ప్రివెన్షన్ చేస్తాను అనమాట జనరల్గా నా సైజ్ ఫార్టీ టూ బట్ అక్కడ వేసుకొని చూసిన తర్వాత అది కొంచెం సైజు పెద్దదని చెప్పి ఫార్టీ త్రీ తీసుకోవాల్సి వచ్చింది లో యాంకిల్ వాడితే కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది కొంచెం హై వాడితే ఇంకా బెటర్ కానీ ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంది వేసేసాం అనుకోండి ఇక్కడ దాగేసేస్తే వాటర్ ఒకవేళ ఈ హైట్ దాటినా కూడా మనకు వాటర్ అందులోకి ఎంటర్ అవ్వదు కాబట్టి మన లోపల ఫీటు అవి తడిచే తడిచి వాటర్కి వెళ్ళి మనకి ఏంటంటే కోల్డ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు నేను రెగ్యులర్గా షూస్ వాడతాను నాకేం పెద్ద ఎఫర్ట్స్ ఎఫెక్ట్ అనిపించట్లేదు హీల్ మాత్రం బాగా సౌండ్గా బాగా అనిపిస్తుంది ఏదో ట్రెక్కింగ్ మౌంటైన్స్ కోసం కాదు రెగ్యులర్ వాడినా కూడా మనకేం పెద్ద ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా డిఫరెంట్ ఫీలింగ్ ఉంటే మీరు కింద కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు నేను మీకు ఇది వాటర్లో తడిపి తరుస్తుందా లేదని నేను మీకు చూపిస్తాను చూసారు ఇందులో వాటర్ ఉన్నాయి జస్ట్ నేను దించేస్తాను చూసారా వాటర్ పైకి వెళ్ళిన డ్రాప్లెట్ లాగా జారిపోతుంది రీసెంట్గా నేను ఈ మధ్య హైదరాబాద్లో అన్ప్రిడిక్టెడ్ ట్రైన్స్లో ఒకసారి షూస్లో వాటర్ వెళ్ళిపోయి జ్వరం వచ్చి నాన్న ఇబ్బంది పడ్డాను ఇప్పుడు నేను పంప్ పంపు దగ్గర పంపు కింద పెట్టి చూపిస్తాను యాక్చువల్ చూసారా వాటర్లో తెరిచినా కూడా ఏమీ లేదు ఇక్కడ చూసారు ఇక్కడ బయట ఉంది ఇప్పుడు నేను నా షూస్ ఓపెన్ చేసి చూపిస్తాను లోపల సాక్సెస్కి అట్లా ఉన్న వాటర్ అయినాయా లేదా ఆ వాటర్ ఉంది ఈ చేతితో చూస్తున్నాను నో వాటర్ అసలు వాటర్ ఏమి ఎంటర్ అవ్వలేదు షూస్ బయటకున్నా షూస్ పైన కూడా ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ ఎలా ఉంటే అలా ఉన్నాయి తప్ప ఏం లేదు ఇక్కడ కూడా ఏం లేదు ఇక్కడ కూడా అసలు ఏం లేదు లోపల సైడ్ అయితే అసలు కంప్లీట్గా అసలు ఏం లేదు ఇప్పుడు నేను మీకు ఒకసారి కంప్లీట్గా డ్రెంచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు యాక్చువల్ నా చేయి పెడతాను షూస్ కూడా ఫ్లోట్ అవుతుంది యాక్చువల్లీ లేస్ కూడా నేను డిప్ చేశాను లేస్ దగ్గర కూడా నేను డిప్ చేశాను బట్ అయినా కూడా వాటర్ అండ్ రాలేదు no sign of water so ఇది నా పర్పస్ సాల్వ్ చేస్తా అనుకుంటున్నాను షూస్ కూడా నీట్గా క్లీన్ అయిపోయినాయి బట్ వాటర్ కూడా లేదు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్లో ఇది ఫ్లోట్ అవుతుంది మీరు గమనిస్తే జర వాటర్లో ఫ్లోట్ అవుతుంది ఇది వాటర్ ప్రూఫ్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అదే వాటర్ ప్రూఫ్ కాదనుకోండి ఇది కంప్లీట్గా డ్రెంచ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు అది కింద తోసేస్తుంది కాబట్టి అది ఫ్లోట్ అవ్వదు సో ఇది ఫ్లోట్ అవుతుందంటే దాని meaning so it's completely waterproof అనమాట మనకి ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ కూడా చూడొచ్చు అదే మామూలు షూస్ అయితే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది నా ఫీల్ నేను ఇది ఇప్పుడు మెయిన్గా పర్చేస్ చేయడం గల రీజన్ ఏంటంటే మేము ఒక చిన్న ట్రిప్ అయిపోతున్నాం ఆ ట్రిప్ ఏంటంటే ఇండియాలో కాఫీ పుట్టిన ప్లేస్ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అతి త్వరలో we're going to start a trip with a fam చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది ఒకే ఒక్క రోజు లీవ్ పెట్టుకొని సాటర్డే సండే మండే త్రీ డేస్లో ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలి అక్కడ ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ మా ఫోర్ కే కెమెరాలో మీ అందరికీ చూపించడానికి ప్లస్ మేము కూడా ఇప్పుడున్న వర్క్ లోడ్ స్ట్రెస్సెస్ అన్నీ కొంచెం రిలాక్స్ అయ్యి ఒక పిల్లలు కూడా అలవాటు చేద్దామని స్టార్టెడ్ ఏ ట్రిప్ దానికోసం ఈ పర్చేజ్ ప్లస్ హైదరాబాద్లో వాన్లు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం సో వీటన్నిటి కోసం నేను ఇది పర్చేజ్ చేశాను అట్ ద ఎండ్ దీని ప్రైస్ ఎంతంటే యాక్చువల్లీ దీని ప్రైజెస్ నాకు టూ త్రిబుల్ నైన్ పడింది డెకల్టాన్లో బట్ దాన్ని చూస్తుంటే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ పైన వస్తుంది కాబట్టి లాట్ ఆఫ్ మల్టిపుల్ పర్పస్లు సాల్వ్ అవుతుంది కాబట్టి నేను ఇది రిస్క్ చేసి తీసుకున్నాను కొంచెం హై కాస్ట్ అయినా కూడా so subscribe bell icon press చేయండి మా ఛానల్ మీద ఒక్క కన్నేసి పెట్టండి వీడియోస్ రాబోతున్నాయి ఇన్ఫర్మేషన్ రాబోతుంది ఈ ప్లేస్ నేను వెళ్ళబోయే ప్లేస్ మన చాలామంది తెలుగు ట్రావెలర్స్ ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేయలేదు అందులో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ మీకు కూడా క్యాప్చర్ చేసి మీకు నాకు కుదిరినంత వరకు నా నాలెడ్జ్ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను Thank you. See you again. Bye. Don't forget to like.